Hello everyone welcome to Achievers Academy friends today will be discussing the mains book book for the TSPSC group one already మీకు తెలుగుకు సంబంధించినటువంటి బుక్ లిస్ట్ అంతా కూడా వేరే వీడియోలో వచ్చేసిందండి this will be focusing on the English medium sources ఏంటివి how can you gather the sources and I also discuss the syllabus in glance and how to prepare for the TSPSC group one examination in a glance so firstly TSPSC group one examination దాదాపు పది సంవత్సరాల తర్వాత వచ్చినటువంటి నోటిఫికేషన్లో మనకి సిక్స్ పేపర్స్ ఉన్నాయండి ఎస్ఏతో కలుపుకొని ఐదు జిఎస్ పేపర్స్ ఉన్నాయి okay SA plus five GS papers totally six papers so obviously paper one వచ్చేసి SA luckily TSPSC group one has given us the list of SAs they are gone ask you in the examination that is the gave the topic and the made our task very easy and rest Paper 2 contains history, culture and geography. Paper 3 contains Indian society, constitution and governance including some part of ethics and some part of Telangana society, not just Indian society. Within Telangana, you will learn about Vetti, Jogini and social movements in Telangana like uh, Tudum Debba movement and women movements in Telangana, library movements and all other movements in Telangana which you will also cover obviously in your Telangana history in movement as well as in your Telangana history part that is pre-movement stage. So next you have economy and development. Within this economy you have Indian economy, Telangana economy and also you have is uh, development and environmental problems that is generally environment. Next you have a paper 5 that is science and technology data interpretation. In this also you have something called ethical case studies. Though the word ethics was neither used in this not being given in detail but these case studies are gonna be on the lines uh, of ethics case studies of UPSC okay that is one topic within the data interpretation and problem solving this contains basic science okay and another modern science application and the last and final paper for us will be the Telangana movement and state formation so this is what your syllabus please do remember TSPSC has given you a detailed syllabus book you have a syllabus book మీకు సిలబస్ బుక్ ఇచ్చారు సిలబస్ బుక్లో ఏది ఉందో అదే చదవండి for basic example let me save history culture of India with special reference to modern period from seventeen fifty seven starting to nineteen forty seven ending so with in this topic you have first unit dealing with ancient India second unit dealing with the medieval India, third, fourth and fifth unit dealing with the modern India and various stages in modern India. Within the first unit, we all have done our ancient India. In ancient India, which if you start from chronology, Paleolithic age, Chalcolithic age, Harappan, Mathura, okay or Mahajanapadas then come Magadha after that come Mauryan Empire Mauryan Empire then come the Shatavahan Empire between these there comes Indo-Greek invasions okay Indo-Greek invasions and then comes uh, the Gupta period then comes Harshavardhana period but within the syllabus if you observe there is no regard given to the Harshavardhana in the syllabus you have the topics simply directly they left out the prehistory part of our uh, ancient India. That is uh, Chalcolithic age has been deleted. Paleolithic, Chalcolithic, Neolithic is not there in your main syllabus. What you have directly they went to the Harappan civilization. From Harappan civilization they went to the Mauryan civilization. Between Harappan and Maurya, they gave regard to the Jainism and Buddhism in your syllabus, especially the cultural perspective of Jainism and Buddhism. Then after Maurya, they went to Shatavahana. Then from Shatavahana, they went to the Gupta age. No regard to the Harsha or Harsha times okay so this you have to put in mind that you have to not read the whole textbook of ancient india but only selective parts of your textbook which are clearly mentioned in your syllabus even regard to the art and culture there is no complete art and culture of ancient india included in the syllabus they gave special regard special regard has been mentioned to the architectures of buddhist styles like gandhara mathura and amaravati styles of architecture so first complete this and if you have time just give a reading of glance but notes writing should be focused on the terms and words which are provided in your syllabus okay so and how you need to start your syllabus start your syllabus or preparation with general essay topic see general essay contains three sections my friend section 1 with two pairs section 2 with two pairs section 3 with another two pairs and you have to choose uh, one essay from each of this section and write three essays in your exam now you go to the examination hall and then you try to choose a topic then you might be in a very bad situation so first thing you have to do is choose the topic prior to exam simple మీ టాపిక్ని ఇక్కడ ఇచ్చినటువంటి ఆరు టాపిక్లో మూడు సెక్షన్లుగా విభజించారు వీటిని మనకి అంటే ఒక్కో సెషన్లో ఒక క్వశ్చన్ ఫస్ట్ టాపిక్ నుంచి ఒక క్వశ్చన్ రెండో టాపిక్ నుంచి వస్తుందని మనకు తెలిసిపోయింది ఇక్కడే we have understood that question will come from these two pairs in that section and you have to choose one pair one one topic from this pair then why choose it now for example if I choose from the first pair this will be in the section one if I today make up my mind and make a proper note saying that I'll write essay regarding contemporary social issues and social problems then where should I start my preparation? I'll start my preparation from the paper 3 which includes the society social issues. If I complete this paper, I'm indirectly also completing this part of the syllabus. So I'm completing one essay and 50-50 I'm completing how many 100 marks. So if I choose a uh, topic 2 from the first pair if I choose this topic that is issues of uh, economic growth and justice then I'll go directly to the paper 4 I'll do the economy of Telangana India and including that as it contains justice we have sustainable development goals in that so how to complete the environment also so how many marks I'm completing here I will complete this 150 marks and also complete this 50 marks totally 200 marks I'm completing so choose wisely the essay topics which you are going to write in your final exam and prepare accordingly the notes for the essay and GS in combination. So you see if I choose this I'll complete this so I'll directly go with social issues or so I'll go with economic growth. If I choose history I'll go with the paper 3 and paper 6 in combination I'll complete history and this and go for the internet I'll write some quotes and etc. So if I choose science and technology, I'll complete paper 5. So in that way, start your preparation with essay. Choose the topic, go to the paper, complete the paper, in combination complete the essay with the sources from internet. So this is how in a glance how to go with your preparation in TSPSC group 1. So now hope you have all read the syllabus in detail. Let me go with the book list what you have to do with the TSPSC group 1 mains and I'll also share some other sources from where you can write better notes for TSPC Group and mains. So the first thing is general essay. Uh, before general essay, you have one qualifying paper that is general English paper. Okay, this is qualifying paper. Okay, this is qualifying paper. One good caution I want to mention you, this qualifying paper has section cutoff or category cutoff. That means open category students should get at least 40 marks for 150 marks 40% of marks they have to get OBC candidates should clear with 35% of marks and SC ST students should clear this paper with 30% of marks that if you are not getting 30% of marks then you have failed in this exam please do remember okay in this paper basically you have topics of grammar letter writing essay writing press writing and basic comprehension english comprehension that is passage reading so for that, I would request all of you to go through the previous papers of uh, previous UPSC English paper, which is a compulsory paper, same as uh, the English paper what we have in TSPSC. So go through at least 10 years, 10 years of UPSC English compulsory paper where you have similar format solve them, understand them. You can find them at UPSC website, upsc.nic.in. Okay, you can go there and download. So these exercise is more than enough. But still, if someone feels that I'm not confident, sir, I can't do those papers, then go with the basics. So PM uh, SP Bakshi is one of the best book you have in the market and this book uh, Contemporary English IAS Mains Exam this helps you in solving your past papers. This book also contains previous papers of UPSC so you can go with these two books and these two books are more than enough. If someone don't like this SP Bakshi I would request you to go through the book called Vern and Martin. Vern and Martin okay Vernon Martin is wonderful book which also has uh, models for letter writing which also has models for letter writing they can also go with the book called Vernon Martin which is high school uh, or uh, high school English grammar basically the title so this is the basic book list for your English I request I am saying you again UPSC previous year papers are compulsory. They are signed cure none. You have to not skip them. Solve them for sure. At least 10 years of papers. Then you will definitely clear it with the mark. Again, I am saying with a caution that this contains category cutoff. You have to at least get 40% if you are belonging to open category 35% OBC and 30% for SCST and if you are not reaching that mark none of your papers none of the six papers will be evaluated if failed in this exam ee paper ఈ పేపర్లో ఫెయిల్ అయిపోతే వేరే ఏ పేపర్లు కరెక్షన్ చేయరు కాబట్టి మొట్టమొదటిగా మీరు కాన్సన్ట్రేట్ చేసిన cheyalsina paper ee basic english light తీసుకోకండి fail avtaru mukhyanga telugu medium vidyarthulaki ఇది కంపల్సరీ ప్రాక్టీస్ ఓకే మీరందరూ కూడా యూపీఎస్సి యొక్క పాస్ట్ టెన్ ఇయర్స్ పేపర్స్ చేస్తే మీకంటూ ఒక క్లారిటీ వస్తుంది ఎప్పుడైనా ప్రిపరేషన్ చేసే ముందు చేయాల్సిన మొట్టమొదటి పని ప్రీవియస్ ఇయర్స్ క్వశ్చన్ చూసానా దాని ప్రకారమే మీ ప్రిపరేషన్ అనేది ముందుకు కదులుతుంది క్లారిటీ ఉంటుంది okay so next paper one as a said you three topics history of India history of Telangana third part is you geography part history of India, the basic books, these two are the very standard books. Don't go beyond that. దీన్ని మించి మీరు చదవకండి don't go beyond this for getting point five marks don't gather much and much sources and waste your time revise these books twice syllabus మొత్తం కూడా ఈ బుక్స్ నుంచే మెన్షన్ చేయాలి your syllabus has been clearly defined based on these two books for ancient this is for the first unit this is for the second unit coming to the third fourth and fifth unit the best source will be the spectrum spectrum modern india spectrum modern india but if someone is in, not interested in reading spectrum they can go with uh, bipin chandra this is history of modern india one of the book written by bipin chandra there is another book written by bipin chandra ji that is called uh, india's struggle for independence india's struggle for independence okay independence. But my sincere request, not sincere request, read the latest edition of Spectrum. My sincere request. But whoever is not able to do with Spectrum, go with uh, India's struggle for independence, but it does not contain the time period between 1757 to 1787. Sorry, 1857. ఈ టైం పీరియడ్ ఉండదు hundred years of times period అనేది ఇండియా స్ట్రగుల్ ఫర్ ఇండిపెండెన్స్లో మీకు దొరకదు కాబట్టి I request you to do these two books they give a complete understanding of modern India complete picture so these two books are the final source according to me okay so next is Telangana history I would recommend you all do only one book in market there are plenty of books with regard to the Telangana history but I request you to complete only one book that is the Telangana history and culture which is publish by Telugu Academy wonderful source book do this book twice or thrice practice the answers imagine what type of questions they might give you write a test series so this will be the only book I I won't recommend any other book because you don't have time time లేదు యాభై మార్కులకి ఎంత చదవాలో అంతే చదవండి ఒకే బుక్ చదవాలి don't think over you you are not getting 100 marks for these uh, five questions which you are coming you are getting only 50 marks for 50 marks how many books you are going to refer refer only one book okay so next within the geography topic as i said you two units regarding the indian geography first is physical geography of india i request you all to go through the basic book that is ncrt class 11 indian physical geography this is very very important book don't skip this book Next book I would recommend the second unit contains uh, economic geography. This book, The Indian People and Economy gives the basic glance about the second unit which is given in your syllabus. But second unit is so vast you have to also refer internet. Okay. Internet search and research is very important. ఇంటర్నెట్కి వెళ్ళాలి ఆ యొక్క పార్ట్ని బ్రోజ్ చేయండి and another source for this topic is also your economic survey latest economic survey okay latest economic survey should also be done along with this okay so దీనికి మించి సార్ నాకు ఇంకా అర్థం కావట్లేదు I'm not able to get few of the topics but I want to learn then people can go with Majeed Hussain If you are even not getting through the Majid Hussain, I'll recommend you to go through the YouTube channel called Poor Man's Friend that is PMF IAS. This PMF IAS also provides PDFs, okay, PDF files in class notes, okay. This you can purchase from this website. Wonderful source for learning geography in a picturesque manner, okay. So next important source for Telangana geography part which is the three last three units of Telangana geography so this is the source that is Telangana geography regional geography a wonderful book return by Telugu Academy this is the complete source మొత్తం అన్ని క్వశ్చన్స్ ఇందులోకి వెళ్ళి వస్తాయి మొత్తం టాపిక్ ఇందులో ఉంది take the lated latest edition along with this ఈ బుక్తో పాటు మీరు చదవాల్సింది ఏంటి అంటే socio economic outlook socio economic outlook twenty twenty two latest edition చదవండి సోషియో ఎకనామిక్ అవుట్లుక్ది దీంతో పాటు చదివితేనే మీకు మార్క్స్ వస్తాయి దీంతో పాటు స్కీమ్స్ ఆఫ్ తెలంగాణ అది also necessary schemes policies okay which because ఈ టాపిక్లో కొంత ఎకనామిక్ జాగ్రఫీ కూడా కలిసింది కాబట్టి సోషియో ఎకనామిక్ అవుట్లుక్లో ఇదంతా కూడా కవర్ అయిపోతుంది so duke socio economic outlook latest along with the Telugu Academy geography don't go on this don't go on this వేరే ఏ బుక్లు ఉన్న మార్కెట్లో any other book in the market is just a copy paste or rearrangement of sentences which are provide in this book ఈ బుక్లో ఇచ్చినటువంటి సెంటెన్సెస్ తారుమారు చేసి యాక్టివ్ని ప్యాసివ్ ప్యాసివ్ని యాక్టివ్ డైరెక్ట్ ఇండైరెక్ట్లో చేసి ఇచ్చిన బుక్సే తప్ప వేరే ఏ బుక్స్ లేవు so next is paper three Indian society constitution and governance here again limited sources Laxmikanth for polity that is కాన్స్టిట్యూషన్కి లక్ష్మీకాంత్ సరిపోతుందండి నెక్స్ట్ గవర్నెన్స్కి the best book is governance by Laxmikanth దీంట్లో లేటెస్ట్ ఎడిషన్ వచ్చింది I request you to buy the latest edition latest edition why Laxmikanth నేను అడగచ్చు వై లక్ష్మీకాంత్ సార్ అంటే this is in conjunction with our syllabus అంటే మన సిలబస్తో దాదాపుగా దగ్గరగా ఉంది ఏదైనా బుక్ ఉందంటే గవర్నెన్స్ బై లక్ష్మీకాంత్ సిలబస్కి చాలా దగ్గరగా ఉంది గవర్నెన్స్ సిలబస్ మొత్తం కవర్ అయిపోతుంది ఓకే నెక్స్ట్ సొసైటీకి తెలంగాణ తెలుగు అకాడమీ వారు రిలీజ్ చేసినటువంటి ఈ బుక్ మోర్ దెన్ ఎనాఫ్ అండి దీనికి మించి పోకండి because you can't expect society questions they are very diverse దీనికి నేను చెప్పే ఒక ఎక్సైజ్ ఏంటి అంటే previous questions of UPSC UPSC యొక్క ప్రీవియస్ క్వశ్చన్స్ అన్నీ కూడా ఒకసారి చూసి మీరు సొసైటీ క్వశ్చన్స్ని అటెంప్ట్ చేసుకోవచ్చు సెగ్రిగేటెడ్గా మీకు దొరుకుతుంది ఇంటర్నెట్లో you can type it that segregated society questions of UPSC okay ఒక టెన్ ఇయర్స్ దొరుకుతాయి you can practise and read this book best book Telugu academy social issues and social structure even for Telangana this is the best book last but not least అండి గవర్నెన్స్లో చిట్ట చివరిగా మనకి ఒక్క యూనిట్ ఎథిక్స్కి సంబంధించింది మీకు ఎథిక్స్లో ఉన్నటువంటి పదాలు if you're not understanding the terminology used in ethics like integrity transparency ఎత్ okay so if you're not understanding these terminology please go through a wonderful book written by DK Balaji sir IAS that is ethics integrity and aptitude by DK Balaji wonderful book అండి ఈజీగా జనరిక్ లాంగ్వేజ్లో ఎగ్జాంపుల్స్తో సహా ఇస్తారు okay So these are the books. But one more caution I want to give you. This is the most dynamic paper. Okay చాలా డైనమిక్గా ఉండే పేపర్ ఈ పూర్తి ఎగ్జామ్లో అంటే ఈ పేపర్ అండి కాబట్టి దీంతో ఇదంతతో పాటు current affairs very very important day to day current affairs note down చేసుకోవాలి జడ్జిమెంట్స్ ఏమొచ్చాయి పాలిటీలో ఫండమెంటల్ రైట్స్ నుంచి ఏమైనా వచ్చిందా ఫర్ ఎగ్జాంపుల్ అక్టోబర్ మంత్లో మనకు సెక్షన్ సిక్స్టీ సిక్స్ ఏ గురించి ఒక జడ్జిమెంట్ వచ్చింది అంతకుముందు మనకు సెడేషన్ గురించి ఒక జడ్జిమెంట్ వచ్చింది ఎవరు ఇచ్చారు సార్ ఎన్వి రమణ గారు ఇచ్చారు ఇది యుయు లలిత్ గారు ఇచ్చారు ఓకే ఇది సెడేషన్ గురించి ఎన్వి రమణ గారు ఇస్తే మనకి section sixty six A of IT IT act న్యూస్లో ఉంది దీని గురించి అడుగుతారు because they come under the topic called fundamental rights okay so ఆ విధంగా రాయాలి నెక్స్ట్ గవర్నెన్స్ కూడా మీరు రీసెర్చ్ చేయాలి where you have to research in NITI Aayog NITI ఆయోగ్ బెస్ట్ ప్రాక్టీస్ అని ఒక బుక్ దొరుకుతుందండి బెస్ట్ ప్రాక్టీస్ అని ఒక పీడిఎఫ్ ఫైల్ దొరుకుతుంది గవర్నెన్స్లో ఉన్నటువంటి బెస్ట్ ప్రాక్టీసెస్ అన్నీ కూడా ఆ పీడిఎఫ్లో దొరుకుతాయి you have to download that PDF and write down the best practices సిలబస్లో ఉంటాయి like you have development and development process in your syllabus okay అందులో ఎన్జిఓస్ వస్తాయి so you have to write the live examples so what will you write గువాగ్రా గ్రూప్స్ రాస్తారా తెలంగాణవి రాయండి but show them the real life examples those real life examples need some effort internet పైన కూర్చోవాలి టాపిక్ అయిపోయిన వెంటనే ఆ టాపిక్ని ఇంటర్నెట్లో రీసెర్చ్ చేసి ఆ పాయింట్స్ రాస్తే తప్ప మీకు మార్క్స్ రావు so that's why this is the most dynamic paper do ample amount of research and put enough time for this paper okay So next paper will be your economy paper that is Indian economy and Telangana economy included with the environment. So for Indian economy as usual the general notes but I recommend you to revise this economic survey at least thrice, three times. the people who do not like to read economic survey ఎవరికైనా ఎకనామిక్ సర్వే చదవాలని లేకుంటే I request you to go through the any gist any gist available in the market so that you complete this and for the basics in economy I request you to go who have no basic అసలు బేసిక్స్ లేవు నాకు అర్థం కాదు అన్నవాళ్ళు you go through the NCERT otherwise one standard book one benefit book that is called Indian ఎకనామీ బై రమేష్ సింగ్ ఓకే రమేష్ సింగ్ దిస్ ఇస్ ద వండర్ఫుల్ బుక్ మై ఫ్రెండ్స్ మొత్తం ఉంటుంది ఎవ్రీథింగ్ ఈజ్ రిటర్న్ హియర్ బట్ ఈవెన్ ఈవెన్ సార్ ఐఎమ్ నాట్ అండర్స్టాండింగ్ దిస్ లాంగ్వేజ్ ఐఎమ్ నాట్ ఏబుల్ టు కాన్సన్ట్రేట్ ప్రాపర్లీ ఐఎమ్ నాట్ సాటిస్ఫైడ్ విత్ దిస్ కంటెంట్ యూ కెన్ గో త్రూ ఇగ్నో నోట్స్ ఇందిరాగాంధీ నేషనల్ ఓపెన్ యూనివర్సిటీ నోట్స్ అకార్డింగ్ విత్ యువర్ సిలబస్ సిలబస్ టైప్ చేయండి పక్కకి ఇగ్నో అని యాడ్ చేస్తే ఇంటర్నెట్లో ఎన్నఫ్ అమౌంట్ ఆఫ్ నాలెడ్జ్ దొరుకుతుంది you can go with this next Telangana ఎకనామీకి ఒకే ఒక బుక్ అండి మిగతా మార్కెట్లో ఏ బుక్ ఉన్నా దీన్ని కాపీ పేస్టే దీన్ని కాపీ పేస్ట్ దీన్ని అడిషన్ చేస్తారు you can buy your comfortable market book if you have a good thing I don't know other book then this and this because I can handle నేను కంపేర్ చేసేసి పక్క పక్కన రాసుకునేది నేను చేసుకోగలను కానీ చాలామందికి రెండు కంపారిజన్లో రాయడం కష్టమవుతుంది కాబట్టి the can buy any good book in market but my recommendation is go through the Telangana economy by Telugu Telugu academy which first two chapters మీకు హిస్టరీ ఉంటుందన్నమాట తెలంగాణ ఎకనామీ యొక్క హిస్టరీ ఉంది కాబట్టి దానికి ఇది వండర్ఫుల్ బుక్ మిగతా చాప్టర్స్ అన్నిటికి కూడా సోషల్ ఎకనామిక్ అవుట్లుక్స్ నేను దీన్ని ఫైవ్ టైమ్స్ రివైజ్ చేయాలని అడుగుతాను నేను మిమ్మల్ని చిన్న బుక్ అండి తొందరగా అయిపోతుంది ఒకసారి అయిపోయిందంటే ఫ్యూచర్లో వచ్చే అన్ని తెలంగాణ ఎగ్జామ్స్కి మీకు కేక్ వాక్ ఇంకా ఓకే సో దీని ఫైవ్ టైమ్స్ చదవాలి so these two books for Telangana economy last is environmental development in this topic మీకు సస్టైనబుల్ డెవలప్మెంట్ గోల్స్ అని సాలిడ్ వేస్ట్ మేనేజ్మెంట్ అని ఎయిర్ పొల్యూషన్ అని చెప్పేసి లేదా పొల్యూషన్ ఇచ్చాడు సింపుల్గా ఎన్వైరాన్మెంటల్ పొల్యూషన్ అన్నాడు ఎన్వైరాన్మెంటల్ పొల్యూషన్ అంటే ఎన్ని రకాలు ఉన్నాయండి air pollution soil pollution water pollution e waste pollution okay చాలా రకాల పొల్యూషన్స్ ఉన్నాయి మనకి so how to do this paper my generic recommendation for this paper is you have to go through the book called Shankar IAS వారు పబ్లిష్ చేసినటువంటి ఎన్వైర్న్మెంట్ బుక్ నుంచి మీరు చదవాలి you have to do this book with this book you have to do it's current affairs okay current affairs ఎలా కరెంట్ అఫైర్స్ అంటే as a set you is a topic called environmental pollution so ఇప్పుడు ట్రెండింగ్లో ఉన్నటువంటి పొల్యూషన్ ఏంటండి ఎయిర్ పొల్యూషన్ ఓకే సో ఈ బుక్లో మీకు పొల్యూషన్స్ గురించి మీ మైండ్ని ఎలాబరేట్ చేయడానికి ఈ బుక్ చాలా హెల్ప్ అవుతుంది like in this book also they is chapter call pollution so ఆ చాప్టర్ చదివినప్పుడు మీకు తెలిసిపోతుంది ఓహో ఇన్ని రకాల పొల్యూషన్స్ ఉన్నాయా సో పొల్యూషన్లో ఎయిర్ పొల్యూషన్లో అయితే బేసిక్స్ ఏం రాయాలి నేను ఆన్సర్లో లైక్ ఎన్ ఇప్పుడు నేను ఎయిర్ పొల్యూషన్ గురించి రాస్తున్నాను నేను ఏం రాయాలి చెప్పండి basics I have to write about air quality index air quality index I have to write about the the role of central pollution control board okay central pollution control board I how to also write about the national clean air programme okay ఇలాంటి బేసిక్స్ అన్నీ కూడా బుక్ ద్వారా తెలుస్తుంది కానీ ఈ ఎయిర్ పొల్యూషన్ అనేది కరెంట్ అఫైర్లో ఉంది ఎందుకండి ఢిల్లీ యొక్క ఎయిర్ క్వాలిటీ ఇండెక్స్ వరస్ట్ స్థాయికి చేరుకుంది దాదాపు four hundred ninety eight points దాకా చేరుకుంది అంటే బ్రీతబుల్ ఎయిర్ కాదు మనుషులు ఉండాల్సిన ప్రదేశం కానిదిగా అది గుర్తిస్తుంది అని న్యూస్లో ఉన్నప్పుడు when you have such air pollution topic in your news When Delhi is being more polluted and Delhi with other cities like Ghaziabad is also air polluted. Then you have to write these current affairs, current affairs from for this air pollution in your notes. So current అఫైర్లో ఇంకోటి ఉంది నేషనల్ క్లీన్ ఎయిర్ ప్రోగ్రామ్ గురించి ఇచ్చారు that national clean air programme has been revised very recently so if you are not updating yourself with current affairs this paper you will lose your marks So ఈ బుక్ బేసిక్స్ ఇస్తుంది current affairs will be an add on for this only read those topics which are given in your syllabus solid waste management అన్నాడు సాలిడ్ వేస్ట్ అంటే ఏమేమి వస్తాయి మీకు బయలాజికల్ వేస్ట్ అంటే బయలాజికల్ వేస్ట్ వస్తాయి ఈ e వేస్ట్ వస్తాయి మున్సిపల్ సాలిడ్ వేస్ట్ వస్తుంది ఓకే అదే మున్సిపల్ సాలిడ్ వేస్ట్ కింద మీకు కన్స్ట్రక్షన్ మెటీరియల్ వేస్ట్ వస్తాయి సో ఇవన్నిటికీ కూడా for all these types of waste in two thousand sixteen government of India has given rules to maintain how to manage this type of waste and these rules have been amended from time to time plastic waste is also a type of solid waste కదా so in that way you have to do your syllabus this is the base book దీన్ని మించిన బేస్ బుక్ దొరకదండి మీకు ఈ బేస్ బుక్కి మీరు చేయాల్సింది కరెంట్ అఫైర్స్ యాడ్ చేసుకోండి ఇంకో ఇంపార్టెంట్ సోర్స్ ఇగ్నో ఇందిరాగాంధీ నేషనల్ ఓపెన్ యూనివర్సిటీ నోట్స్ అంతే నాట్ మోర్ దెన్ దిస్ యూ హౌ టు డూ సో నెక్స్ట్ ఈజ్ మై ఫేవరెట్ పేపర్ పేపర్ ఫైవ్ దట్ ఈస్ సైన్స్ అండ్ టెక్నాలజీ ద వండర్ఫుల్ బుక్ ఫర్ దిస్ సోర్స్ ఈజ్ రవి పి అగ్రహారి విచ్ ఈస్ అవైలబుల్ ఇన్ మార్కెట్ ఓకే మొత్తం సిలబస్ కవర్ చేస్తుంది స్పెక్ట్రమ్ ఐ డోంట్ రికమెండ్ బట్ ఇఫ్ యూ క్యాన్ యూ హ్యావ్ టు గో త్రూ దిస్ వన్స్ ఇన్ a glance but I can say that science and technology syllabus which has been thought at our academy that is achievers academy is more than enough for you you will find everything to the syllabus and Ravi B Agrahari అండి సిలబస్ కంటే ఎక్కువ టాపిక్స్ ఉంటాయి so be cautious to learn what you are doing do only those topics which are mention in your syllabus if you are not finding those topics in Ravi B Agrahari please come back to achievers academy achievers academy has each and every part of science and technology in detail explain అండ్ రెండు పార్ట్స్ కూడా సైన్స్ అండ్ టెక్నాలజీ కాబట్టి these two books are more than enough but do not skip Achievers Academy next is this this topic that is called quant topic that is fifth topic uh, that is third section it has five units in that four units contain quant and reasoning one is quantitative aptitude by rs agarwal this is only only only objective అనుకుంటారు కానీ డిస్క్రిప్టివ్లో రాయాలి ఎందుకంటే క్వశ్చన్స్ వేరియేషన్ తెలిసేందుకు ఇది కావాలి next if you are even confused with this quantitative aptitude ఎలా వస్తుంది ఎలా చేయాలి అని అనుకున్నప్పుడు please come back to the achievers academy app where you will find the wonderful classes which give you a detail explanation on descriptive answer writing for these two sessions ఈ రెండు సెక్షన్లకి డిస్క్రిప్టివ్ ఆన్సర్ రైటింగ్ ఉంటుంది అండ్ ఇందులో కూడా ఫిఫ్త్ టాపిక్ సెక్షన్ త్రీలో ఫిఫ్త్ టాపిక్ వచ్చేసి కేస్ స్టడీస్ అని ఒక పదం వాడారు వాళ్ళు అంటే ఒక different real life case studies ఇస్తాం దాన్ని ఎలా సాల్వ్ చేస్తారు మీరు అని అడుగుతున్నారు so that should be return with the help of this book that is ethics integrity and aptitude DK Balaji ఇందులో లాస్ట్లో కేస్ స్టడీస్ ఎలా సాల్వ్ చేయాలో చెప్తారు ఈ బుక్ వండర్ఫుల్ సోర్స్ అండి ఆ ఒక్క యూనిట్కి okay so paper six one జెస్ book that is V Prakash గారి బుక్ వండర్ఫుల్ బుక్ అండి ఎందుకంటే మన టిఎస్పిఎస్సి వారు ప్రొవైడ్ చేసేటువంటి సిలబస్ ప్యాటర్న్లోనే ఈ బుక్ రచించడం జరిగింది కాబట్టి ఈ బుక్ నేను రికమెండ్ చేస్తాను you can do this book if you are interested in any other book in the market you can please go but the base book is this the base book to do the Telangana movement is V Prakash book beyond this if you not doing this book you you will get some confusion this book narrates uh, the Telangana history in a story format in a story format you like you'll experience like something is happening in your eyes in front of your eyes but still if you're not getting Telangana history my sincere recommendation is to watch a video daily and complete that chapter watch the video from Achievers Academy and complete the chapter okay so these are our book list so i hope uh, you'll understand all the book list but again coming back current affairs is the needed part of your syllabus don't think that syllabus is so static the questions will come in a static way no syllabus is very dynamic every paper needs current affairs for generic example we in the Telangana current affairs have learned about uh, something called inauguration of Buddha Vanam in Telangana okay buddhavanam is a place uh, which has been uh, buddhist tourist heritage structure which is developed by government of india in collaboration with sri lanka so when you write a question regarding buddhism in your mains answer if you conclude your answer with uh, recently the buddhavanam which is inaugurated in telangana that inauguration of buddhavanam has shown the relevance of Buddhism for even today in the lives of people of Telangana, not just in Telangana but also the people of India and its importance in cultural diversity and also in diaspora or attracting the international diaspora from various countries where Buddhism exists. So like that you can conclude or you can write that recent uh, the largest uh, Indus Valley civilization excavation which is Ragigari shows that Indus Valley people have more diverse culture than any other culture. So like that interlinking the current affairs with every paper is necessary and the best sources for Telugu medium it's Inadu, for English medium Hindu. I request only go through one paper my friends, don't go through multiple papers. And we here at Achievers Academy have been helping you to go through the various current affairs in video format. If you are interested, you can watch us and there are also other plenty of sources in the market from where you can gather the current affairs but do only those current affairs which are in your syllabus if there is buddhism only do buddhism don't do other types of current affairs not necessary only do syllabus based current affairs so here my friends so completing with the sources these are the basic sources what we use and what we recommend you to use so beyond that any market material any market material you can find so here we come to the end of this session. I hope you are enjoying our classes. Thank you for watching our video. This is Nikhil from Achievers Academy. Thank you.